ఫార్ ఈచ్ లూప్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం ఇది నేను చెప్పబోయే లూప్స్ లో ఆఖరిది ఒక శ్రేణి విలువలన్నింటి గుండా ఇది లూప్ చేస్తుంది అనేది ఈ లూప్ యొక్క మూల సూత్రం లేదా శ్రేణి అంశాలను కూడా లూప్ చేస్తుంది శ్రేణిలోని అంశాలను ఐడి ట్యాగ్స్ అని కూడా అంటారని ఇంతకు ముందే నా ట్యుటోరియల్స్ లో వివరించాను కానీ శ్రేణిలోని అంశాలను ఐడి ట్యాగ్ అని అనరు ఒక శ్రేణి విలువను మీరు పెంచాలనుకున్నప్పుడు ఇక్కడ గల ఐడి లాంటి వాటిని న్యూమరికల్ ఐడి కీస్ లేదా ట్యాగ్స్ అని అంటారు కాబట్టి నేను క్షమాపణను కోరుతున్నాను ఎలాగైతేనే మనం ఫార్ ఏజ్ లూప్ కు తిరిగి వద్దాం ఇప్పుడు ఒక శ్రేణిని మనం క్రియేట్ చేయబోతున్నాం ఈ శ్రేణిని మరియు ఈ నంబర్ ను నేను కాల్ చేయాలనుకుంటున్నాను మనము ఇప్పుడు వీటిని క్రియేట్ చేయాలి దీన్ని నా మునుపటి ట్యుటోరియల్స్ లో మీకు చూపించాను మనం ఒకటి రెండు మూడు అలా పది వరకు ఎంచుకుందాం సరే ఒక ఫార్ ఈచ్ ఇలా ఉంటుంది కాబట్టి మనకు గల ఫార్ ఈచ్ లో మన షరతు ఇక్కడ ఉంది దాన్ని ఏమని పిలవాలో నాకు తెలియదు కాబట్టి ఆ శ్రేణిని నంబర్స్ అని పిలుద్దాము మరలా ఎప్పుడైతే దానికి విలువను ఇస్తామో అప్పుడు ఏదైనా ఒక పేరును పెడదాం మనము ఏదైనా పెట్టవచ్చు కానీ నేను ఒక విలువను ఇస్తాను కర్లీ బ్రాకెట్స్ గల మూల ఆదేశం మాత్రం ఎక్కువ విలువగా ఉంటుంది చివరగా మనం లైన్ బ్రేక్ పై గమనాన్ని ఉంచి దాని గురించి తెలుసుకుందాం కాబట్టి లూప్ నుండి ఎకో కాబడింది లూప్ ద్వారా ఎకో చేయడం నిజానికి చాలా సులభం మీరు ఇతర లూప్స్ ను ఉపయోగించి శ్రేణిని ఎకో చేయవచ్చు కానీ మీరు దాన్ని విడిగా వ్రాయాల్సి ఉంటుంది ఇది బహుశా అన్నింటికన్నా సులభమైన పద్ధతి దీన్ని గుర్తు ఉంచుకున్నంత వరకు మీ శ్రేణిని ఎకో చేయవచ్చు మీ శ్రేణిలోని ఒక్కొక్క భాగాన్ని నిర్వహించవచ్చు మరియు వాటిని ఒక కొత్త శ్రేణిలో సేవ్ చేయవచ్చు అయితే దీన్ని ఎలా సక్రమంగా నడిపించవచ్చో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేనేం చేస్తానంటే రెండు రెట్ల టేబుల్ ను చేయబోతున్నాను కాబట్టి దీన్ని తీసివేసి ఇలా చెబుతున్నాను నాకు ఈ శ్రేణిలోని నంబర్ రెండు రెట్లుగా కావాలి మరియు దీని వెలుపల దీని కొత్త విలువ రావాలి అంటే శ్రేణిలోని ఒక్కొక్క అంశాన్ని కొన్ని రెట్లుగా పెంచబోతున్నాము దీనిలోని ఒక్కొక్క నంబర్ను రెండు రెట్లు చేయబోతున్నామని అర్థం నంబర్లను సేవ్ చేయడంతో ప్రారంభిద్దాము సారీ మనం విలువను చెప్పబోతున్నాం ఎందుకంటే ఈ వేరియబుల్లోని ఒక్కొక్క ఫార్ ఈచ్ అంశానికి ఒక విలువను ఇవ్వండి లూప్ ద్వారా ఈ ప్రతి విలువ క్రమంగా ఉంది కావున విలువ రెండు రెట్లు ఉంటుంది దీని తర్వాత మనం కొన్ని బ్రాకెట్స్ ను ఉంచుదాం దీని లోపల విలువను టైమ్స్ రెండుగా టైప్ చేద్దాం ఇది ఒక గణిత నిర్వాహకమని గుర్తుంచుకోండి నేను ముందు చూపిన విధంగా ఒక అంక గణిత నిర్వాహకం ఇది ఇది ఒక గణిత నిర్వాహకము కానీ దీని పేరు అంక గణితము ఓకే ఇది రెండు చేత గుణించబడుతుంది ఇప్పుడు దీన్ని మరింత ఆసక్తికరంగా చేయాలని నేను దీన్ని గుణకంగా మారుస్తాను ఒక కొత్త వేరియబుల్గా ఇక్కడికి వచ్చిన గుణకం రెండుకు సమానం కాబట్టి నేను వాటిని భర్తీ చేశానని మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు నా ఇష్ట ప్రకారం దీన్ని నేను మార్చవచ్చు దీన్ని లోడ్ చేసి రిఫ్రెష్ చేద్దాం ఓహ్ బ్రేక్ చేయడం మరిచాను కాబట్టి దాన్ని చివరగా జోడిద్దాం కానీ మనం దీన్ని చదవలేకపోతున్నాం sorry 1 times 2 is 2 2 times 2 is 4 అలాగే ten times two is twenty ఇవన్నీ సరి అయినవే అని మనకు తెలుసు మనం దీన్ని మార్చవచ్చు ఉదాహరణకు మనం పది రెట్ల టేబుల్ కావాలనుకుందాము refresh one times two is oh మనం ఈ రెండును గుణకంగా మార్చడం మరిచాము మన నంబర్ను అది ఎక్కువ చేస్తుంది రిఫ్రెష్ చేయండి కాబట్టి 1 times 10 is 10, 2 times 2 is 4, 2 times 10 is 20, 10 times 10 is 100. ఎంతవరకైతే మనం గుణక విలువను మారుస్తామో దాన్ని పన్నెండు టైమ్స్ టేబుల్ అని అనుకుందాము అప్పటి వరకు మన రెండు విలువలు మారుతాయి మనం చేసేసాం కాబట్టి ఈ ఫార్ ఏజ్ లూప్ నుండి శ్రేణి నుండి నేను ఒక సహజ మూల గుణాంక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మన ఇష్ట ప్రకారం నంబర్లకు టైమ్స్ టేబుల్ ను తయారు చేయడం చూశారు ఇదే ఫార్ ఈచ్ లూప్ పాఠ్యాంశము వీక్షించినందుకు ధన్యవాదములు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు సునీత